Hello viewers welcome to achievers academy ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము సో ఈ జూనియర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఉద్యోగాలకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి what is the examination pattern అదేవిధంగా సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం మీకు అందించబోతున్నాను సో ఇప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే an aspirant who is preparing for any competitive exam must be completely aware about the syllabus right so అతను ఏ ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవుతున్నాడో ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అనే దాని మీద ఇతనికి కంప్లీట్గా పూర్తి అవేర్నెస్ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పుడు మనము రేపు నోటిఫికేషన్ రాగానే ఈ పోస్టులకు కనుక అప్లై చేస్తే అసలు ఈ ఉద్యోగాలు సాధించాలి అంటే ఏం చదవాలి సిలబస్ ఏంటి అనేది చాలామంది అభ్యర్థుల్లో ఉండే ఒక ప్రశ్న అవునా సో కంప్లీట్ సిలబస్ అనాలిసిస్తో కంప్లీట్ సిలబస్ అనాలిసిస్తో ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది రైట్ సో పేపర్ లేదా pattern of examination is objective type two papers each carries one fifty marks three hundred marks is the total examination right so ఇప్పుడు సిలబస్ని స్టెప్ బై స్టెప్ మనం ఒకసారి చూద్దాము సో ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు paper two so paper one general studies and mental ability అనేది ప్రతి ఎగ్జామినేషన్ సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ చదవాల్సిందే అవునా సో ఇప్పుడు మనకు ఉద్యోగం రావాలి అంటే మనం ముఖ్యంగా ఈ పేపర్ టూ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట సో పేపర్ టూ దేని గురించి మాట్లాడుతుంది general English and general Telugu general English general Telugu ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ప్రశ్నలు అడుగుతారన్నమాట ఓకే మరి జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది చాలామంది అభ్యర్థులకు తెలియని ఒక అంశం రైట్ సో జనరల్ ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ని చదవాలి జనరల్ తెలుగులో ఏ టాపిక్స్ చదవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అన్నమాట సో ఇప్పుడు నూట యాభై మార్కులకు ఈ general English and general Telugu పేపర్ని కండక్ట్ చేయబోతున్నారు అండ్ డెబ్బై ఐదు మార్కులు మనకు ఇంగ్లీష్ నుండి రాబోతుంటే డెబ్బై ఐదు మార్కులు తెలుగు సబ్జెక్ట్ నుండి వస్తాయన్నమాట so now one thing you have to remember is మరి ఈ జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగుని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే పిహెచ్డీ చేసిన రేంజ్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు సో అక్కడ మనకి ఆల్రెడీ మెన్షన్ చేసే చేయబడి ఉంది ఏమని ఎస్ఎస్సి స్టాండర్డ్ అని అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ తరహా ప్రశ్నలే మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారన్నమాట సో మనం ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఏదైతే గ్రామర్లో భాగంగా ఇంగ్లీష్ తెలుగు గ్రామర్లో భాగంగా చదువుకున్నామో వాటినే ప్రశ్నల రూపంలో అడుగుతారు సో మనం పిహెచ్డి లెవెల్లో ఈ ఇంగ్లీష్ తెలుగు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మన basic English and Telugu knowledge మంచిగా ఉంటే సరిపోతుంది అన్నమాట సో ఈ పేపర్ మనల్ని మన యొక్క స్కోర్స్ని మన యొక్క ర్యాంక్స్ని డిసైడ్ చేసే పేపర్గా ఉంటుంది so general studies general mental ability eligibility అనేది అందరూ చదివే పేపరే కానీ మన ర్యాంక్ ఎక్కువ ఉండడానికి మనకు కావాల్సిన చోట మనకు ఉద్యోగం దొరకాలి అంటే ఈ పేపర్లో మనం ఎక్కువగా మార్కులు సాధించాలి సో అసలు ఈ పేపర్లో ఏం టాపిక్స్ ఉన్నాయని మనం ఇప్పుడు తెలుసుకుందాం so first general studies and mental ability paper గురించి అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము ఫస్ట్ టాపిక్గా మనకి ఏం మెన్షన్ చేశారు అంటే events of national and international importance right so రీసెంట్గా మనకి టోక్యోలో ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ జరిగాయి ఆ తర్వాత పారాలింపిక్స్ జరిగాయి జీ ట్వంటీ సమ్మిట్స్ జరిగాయి అవునా పద్మభూషణ్ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ని ప్రజెంట్ చేశారనుకోండి సో ఇలాంటివన్నీ కూడా events of national and international ఇంపార్టెన్స్గా మనం చెప్తాం సో ఇలాంటి అంశాలపై మనం గ్రిప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట సో వీటిని కరెంట్ అఫైర్స్గా కూడా సింక్ చేసుకొని మనం చదవాలి right so events of national and international importance జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు వీటన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రీసెంట్గా జరిగినాయి అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే దానికన్నా ముందు ఒక ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ముందు జరిగిన అన్ని అంతర్జాతీయ జాతీయ సంఘటనలను గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక సెకండ్ టాపిక్ చూడండి current affairs international national and regional right so ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మనకి కరెంట్ అఫైర్స్ని జాతీయ అంతర్జాతీయ మరియు ప్రాంతీయ అని చెప్పుకుంటాం అవునా సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అచీవర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనము వీక్లీ కరెంట్ అఫైర్స్ జాతీయ అంతర్జాతీయ అంశాలను వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మంత్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా పొందుపరచడం జరిగింది you can check it out there right so current affairs దాదాపు ఎగ్జామ్ నోటిఫికేషన్ కన్నా ముందు ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ని మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఆ తర్వాత general science and its application to the day to day life contemporary developments in science and technology and IT general science మరియు రోజువారీ జీవితంలో దాని ఉపయోగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో సమకాలీన పరిణామాలు రైట్ సో ఇది మూడో టాపిక్గా ఇవ్వబడింది మనకు general studies and mental ability పేపర్లో సో ముఖ్యంగా సైన్స్ అనగానే జనరల్ సైన్స్ అనగానే మనం ఏం చదవాలి అంటే physics biology chemistry right so మన స్కూల్ పుస్తకాల్లో ఉన్న ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్స్ని చదువుకుంటే సరిపోతుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని మనం ఎలాగో ఫాలో అవుతాం కాబట్టి కరెంట్ అఫైర్స్లో latest science and technology developments satellites కానివ్వండి మిసైల్స్ కానివ్వండి ఇస్రోకి సంబంధించి డిఆర్డిఓకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ ఆ తర్వాత social economic and political history of modern India with special emphasis on Andhra Pradesh Andhra Pradesh అంటే ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతనిస్తూ భారతదేశం యొక్క సాంఘిక ఆర్థిక మరియు రాజకీయ చరిత్ర రైట్ సో మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అంటాం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఫోర్టీన్ నైంటీ ఎయిట్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు అంటే భారతదేశానికి యూరోపియన్లు రాక నుండి భారతదేశానికి భారతదేశానికి యూరోపియన్లు వచ్చిన తర్వాత నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు దాన్ని మనం ఆధునిక భారతదేశ చరిత్ర అంటున్నాం సో ఈ ఆధునిక భారతదేశ చరిత్రను చదువుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను కూడా చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే అంటే ఈ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి సంఘటనలు జరిగాయి ఎలాంటి ఉద్యమాలు చోటు చేసుకున్నాయో చదవాలి రైట్ సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని కూడా అన్నారు కదా అని శాతవాహనులు ఇక్ష్వాకులు వీళ్ళని చదవాల్సిన అవసరం లేదు సో ఆధునిక భారతదేశ చరిత్ర కాలం ఏదైతే ఉందో ఆ కాలం నుండి స్వాతంత్రం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమేమి జరిగాయో మనం ఈ దీంట్లో తెలుసుకోవాలన్నమాట రైట్ ఆ తర్వాత Indian polity and governance so ముఖ్యంగా పాలిటీ అనగానే మనకు అందరికీ తెలుసు ఆర్టికల్లు భారతదేశ రాజ్యాంగం అవునా fundamental rights fundamental duties central state relations so ఇవన్నీ కూడా మనం పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంది దాన్ని కంప్లీట్గా చదవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత గవర్నెన్స్ సో ఇక్కడ గవర్నెన్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్స్ ఓకే వాళ్ళు తీసుకొని వచ్చిన పథకాలు వీటన్నిటిని గురించి కూడా మనం చదవాలి సో ఇది ఫిఫ్త్ టాపిక్గా మనకు సిలబస్లో ఇవ్వబడింది ఆ తర్వాత economic development in India since independence emphasis on Andhra Pradesh so ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ భారతదేశ ఎకానమీ ఓకే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో ఆర్థికాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాట రాష్ట్రానికి ప్రాధాన్యతనిస్తూ రైట్ సో ఇండియన్ ఎకనామీ చదవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాలి సో ముఖ్యంగా దీనికి మనం ఏం చేస్తుంటాము అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రం ఎకనామిక్ సర్వే అంటాం కదా సో దీన్ని కంపల్సరీగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది next physical geography of Indian subcontinent and Andhra Pradesh ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ భారత ఉపఖండ భౌగోళ శాస్త్రం సో సింపుల్గా ఇండియన్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా చదవాలి ఓకే ఆ తర్వాత మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ విపత్తు సంభవించే ప్రాంతాల అంచనా నివారణ మరియు ఉపశమన వ్యూహాలు విపత్తు అంచనాలలో రిమోట్ సెన్సింగ్ మరియు జిఐఎస్ యొక్క ఉపయోగం సో ముఖ్యంగా ఇక్కడ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా దీన్ని విపత్తు నిర్వహణ అంటాము ఇటీవల విపత్తు నిర్వహణ నుండి అనేక ప్రశ్నలు వస్తున్నాయి సో విపత్తు నిర్వహణ కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత sustainable development and environmental protection సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ సో పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి సంస్థలు నెలకొల్పబడి ఉన్నాయి యుఎన్ఎఫ్సిసి అంటే ఏంటి ఐయుసిఎన్ అంటే ఏంటి వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి రైట్ ఆ తర్వాత టెన్త్ టాపిక్ చూడండి logical reasoning analytical ability and data interpretation logical reasoning analytical ability and data విశ్లేషణ సో ఇక్కడ మనకి అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ కానివ్వండి రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కానివ్వండి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకి దాదాపు నూట మార్కుల పేపర్లో ఇరవై ప్రశ్నలు ఈ అంశాల నుండి వస్తాయి సో మిగతా అన్ని ప్రశ్నలు కూడా దాదాపు వన్ క్వశ్చన్స్ మనకి ఎక్కడ నుండి అడుగుతారు జనరల్ స్టడీస్ నుండి అడుగుతారు కాబట్టి జనరల్ స్టడీస్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ ఆ తర్వాత డేటా అనాలిసిస్ సో ముఖ్యంగా డేటా అనాలిసిస్లో భాగంగా మనకి ఈ విధంగా ఒక పై చాట్ ఇస్తారు అవునా సో దీన్ని ఈ పిక్చర్ని అనలైజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మనం ఆన్సర్స్ ఇవ్వాలి ఆ తర్వాత ఈ విధంగా బార్ గ్రాఫ్ ఇస్తారు అవునా సో బార్ గ్రాఫ్ ఇచ్చేసి వీటిని అనలైజ్ చేయమంటారు డేటా అనాలిసిస్ అంటే ఇదే కదా ఓకే సో ఈ విధంగా డేటా అనాలిసిస్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకు లెవెన్త్ పాయింట్గా ఇచ్చారనమాట ఆ తర్వాత most bifur bifurcation of Andhra Pradesh Andhra Pradesh విభజన మరియు దాని యొక్క పరిపాలన ఆర్థిక సామాజిక సాంస్కృతిక రాజకీయ మరియు చట్టపరమైన చిక్కులు సమస్యలు so Andhra Pradesh reorganisation act two thousand fourteen అవునా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సో ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఏమేమి రా ఏమేమి ఇవ్వాలి సో రాజధాని అంశం ఎలా ఉంది అదేవిధంగా హైకోర్టు ఎక్కడ నెలకొల్పాలి ఉమ్మడి రాజధాని అంశం ఏంటి సో వీటికి సంబంధించి పోలవరానికి జాతీయ హోదా ఇవ్వాలా లేదా సో ఈ చట్టానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారం కూడా మనం తెలుసుకోవాలి so general studies and mental అబిలిటీస్కి సంబంధించి సిలబస్ ఇవన్నీ అన్నమాట సో పన్నెండు టాపిక్లుగా మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది ఈ పన్నెండు టాపిక్లని మనం చదవాల్సిన అవసరం ఉంటుంది రైట్ సో కొందరు చరిత్ర అనగానే ancient Indian history medieval Indian history కూడా చదువుతారు సో ఇక్కడ సిలబస్లో మనకు ఆ టాపిక్స్ అనేవి కనబడ్డాయా కనపడలేదు కదా ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదవాలి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండే ప్రశ్నలు వస్తాయి అని చెప్పబడింది సో మనము హిస్టరీ అనగానే ఏన్షియంట్ మెడివల్ కాకుండా ఏ ఎగ్జామ్కి ఏ క్వశ్చన్స్ అడుగుతారు సిలబస్ ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల మన ప్రిపరేషన్ని కన్ఫ్యూజన్ లేకుండా హ్యాసిల్ ఫ్రీగా చేసుకోవచ్చు అన్నమాట right so general studies and mental అబిలిటీస్కి సంబంధించి పన్నెండు పన్నెండు టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు అని మనకి సిలబస్లో మెన్షన్ చేస్తారు చేశారు రైట్ ఇక పేపర్ టూ మోస్ట్ ఇంపార్టెంట్ దీన్నే మనం ఏమంటున్నాము general English general Telugu paper అంటున్నాము సో ఇంగ్లీష్ మరియు తెలుగు ఏ స్టాండర్డ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అంటే పదవ తరగతి పిల్లలకు వచ్చే పదవ తరగతి పిల్లలను అడిగే క్వశ్చన్సే అడుగుతారన్నమాట ఓకే సో వాటిని మనం సాల్వ్ చేసే కెపాసిటీ ఉండాలి సో జనరల్ ఇంగ్లీష్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఏవే టాపిక్స్ మనం ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంటుందో చూద్దాం so first comprehension so comprehension అంటే ఏంటి సో మనకు కాంప్రహెన్షన్ అంటే ముఖ్యంగా ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తారు దాన్ని చదివిన తర్వాత దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు సో ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి సో దట్ ఈస్ కాంప్రహెన్షన్ ఆ తర్వాత యూసేజ్ అండ్ ఇడియమ్స్ అంటే ఏ పదాన్ని ఎక్కడ వాడాలి దీన్నే మనం యూసేజ్ అండ్ ఇడియమ్స్ అంటున్నాం and next vocabulary and punctuation ఆ తర్వాత లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి ఒక జంబుల్డ్ పారాగ్రాఫ్ ఇచ్చేసి దాన్ని సరైన క్రమంలో అమర్చండి అంటారు దీన్నే లాజికల్ రీఅరేంజ్మెంట్ అంటాం ఆ తర్వాత గ్రామర్ సో గ్రామర్లో మనకు చాలా అంశాలు ఉంటాయి సో గ్రామర్లో ఎక్కువగా ఏ ఏ అంశాల నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందో చూద్దాం సో ముఖ్యంగా articles nouns pronouns verbs adjectives adverbs subject verb agreement conjunctions prepositions direct and indirect speech active voice passive voice tenses conditionals simple complex and compound sentences so English గ్రామర్లో ఈ అంశాల నుండి మనకు ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ అంశాలనే మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలి ఇక తెలుగు విషయానికి వస్తే జనరల్ తెలుగు సో అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు రైట్ సో జనరల్ తెలుగు ఇది కూడా మనకు పదవ తరగతి స్థాయి పరీక్షలో అడిగే ప్రశ్నల్ని అడుగుతారు so synonyms and vocabulary so మనకి పర్యాయ పదాలు అవునా అదేవిధంగా అర్థాలు అండ్ దెన్ నానార్థాలు ఇలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ అడుగుతారు అదేవిధంగా Telugu grammar Telugu to English meanings అంటే తెలుగు పదాన్ని యొక్క ఇంగ్లీష్ అర్థం ఏంటి అదేవిధంగా ఇంగ్లీష్ పదం యొక్క తెలుగు అర్థం ఏంటి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో ఏమంటారు సో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి అదేవిధంగా తెలుగు భాష వాడకం మీద కూడా ప్రశ్నలు వస్తాయి అన్నమాట సో ముఖ్యంగా మనకు తెలుగు గ్రామర్కి సంబంధించి చాలా ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు అనే మెన్షన్ చేశారు సిలబస్లో అవునా మరి ఏ అంశాలు ఏంటి ఎక్కువగా ఎక్కడి నుండి క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం అనలైజ్ చేసి రూపొందించడం జరిగింది సో తెలుగులో ముఖ్యంగా మనకు ప్రశ్నలు అడిగే ఏరియాస్ని కనుక గమనిస్తే అలంకారాలు ఆ తర్వాత ఛందస్సు అవునా అదేవిధంగా సందులు సమాసాలు వ్యాకరణం అండ్ దెన్ మనకి పరిణామం అదేవిధంగా అవ్యమోక్రియ ధ్వని ఉత్పత్తి స్థానాలు పురుషాలు వచనం సో ఈ అంశాల నుండి మనకు ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట రైట్ సో ఇది మనకు Andhra Pradesh junior assistant cum computer అసిస్టెంట్కి సంబంధించిన complete syllabus information okay so ముఖ్యంగా మనకు అచీవర్స్ అకాడమీలో ఈ ఉద్యోగాలకు సంబంధించి లేదా ఈ group four junior assistant cum computer assistant ఉద్యోగాలకు సంబంధించి సపరేట్గా తెలుగు మీడియం వాళ్లకు మరియు ఇంగ్లీష్ మీడియం వాళ్లకు రెండు సపరేట్ కోర్సెస్ని రూపొందించడం జరిగింది ఇలాగే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ప్రతి ఒక్క వీడియో మీకు అవైలబుల్గా ఉంటుంది రైట్ సో ఒకవేళ మీరు ఈ గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే please check out achievers next dot com our website and you can also download Achievers Next app from the Play Store. Clear? So, this is Group for Udyagalak Samaninchi, a complete Samacharam. Thank you. All the best for your exam. I wish you all the best.